హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు Telugu all in one channel nine friends ఆంధ్రప్రదేశ్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అనేది విడుదలయ్యింది ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది జులై నాలుగు నుంచి పన్నెండు వరకు ఈఏపీ e సెట్ జులై పదమూడున ఎడ్సెట్ లాసెట్ పీజీఎల్సీఈటీ పరీక్షలు జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు పీజీ ఈసెట్ జూలై ఇరవై రెండున ఈసెట్ e జూలై ఇరవై ఐదున ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఫ్రెండ్స్ సో ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తే కనుక ఈ డేట్స్ ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్